నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది లోకంలో పాపులమై ఉన్నప్పుడు అనేక శోధనలు ఇబ్బందులు శాపాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం కానీ క్రీస్తుని విశ్వసించిన తర్వాత కూడా అనేక సందర్భంలో మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి ఇరుకైనటువంటి మార్గాలు గుండా వెళ్ళవలసి ఉంటుంది అలాంటి సందర్భంలో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఒకనొక సందర్భంలో ఒక దొరగారు మిషనరీ ప్రయాణం చేస్తూ దేశమంతటా కూడా సంచరిస్తూ మిషనరీ యాత్రలో సువార్త చాటి చెప్తూ వెళ్తూ ఉంటే అనేక శోధనలు అనేక ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఆటంకాలు తన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఆ దొరగారిని ఏమని అడిగాడంటే ఇన్ని శోధనలు వస్తున్నాయి కదా నిజంగానే ఇది దేవుని చిత్తమని నువ్వు నమ్ముతున్నావా ఇదే దేవుని ఏర్పాటు అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే ఆ దొరగారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే ఎవరైనా ఇదిగో ఈ మార్గములో ఇరుకులు ఉంటాయి ఈ మార్గంలో శోధనలు ఉంటాయి ఈ మార్గంలో శ్రమలు ఉంటాయి లేకపోతే నువ్వు ఈ అరణ్య మార్గంలో లేకపోతే నువ్వు ఈ అడవిలో వెళుతున్నప్పుడు నీకు మొసళ్ళు ఎదురవుతాయి నీకు సింహాలు ఎదురవుతాయి నీకు పులులు ఎదురవుతాయి అని సెలవిస్తే ఆ దానిని బట్టే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇదే దేవుని ఏర్పాటు అని అని సెలవిచ్చాడంట అంటే దాని అర్థం ఖచ్చితంగా దేవుని ఏర్పాటులో మనం నడుస్తున్నప్పుడు దేవుని చిత్తంలో మనం నడుస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆపదలు ఖచ్చితంగా మనము ఎదుర్కోవలసి వస్తుంది అనేకమైనటువంటి శ్రమలు మన జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది అది మనల్ని నాశనం చేయడానికి కాదు కానీ మనము దేవుని చిత్తంలో ఉన్నాము అనడానికి అవన్నీ ఒక రుజువై ఉన్నవి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకము చేస్తూ ఉంది అందుకనే దేవుని వాక్యం అంటుంది ఇరుకైనటువంటి మార్గమే మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుందట కాబట్టి ఉదయకాలం నా మాటలు వింటున్న వారిలారా ఇరుకైనటువంటి మార్గంలో నువ్వు సంచరిస్తున్నావనంటే ఆపదలు కలిగినటువంటి త్రోవలో నువ్వు నడుస్తున్నావనంటే శ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నాయనంటే శోధనలు నీ జీవితంలో ఒకదాని వెంట ఒకటి అవుతున్నాయంటే గుర్తించుకో నువ్వు నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు ఆ చిత్తంలో నడవడానికే నువ్వు ఇష్టపడినట్టయితే నిత్య జీవం నీ సొంతమవుతుంది ఆ మార్గంలో నువ్వు ఉండడానికి నువ్వు ఇష్టపడినట్టయితే నిత్య జీవం ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి అలాంటి ధన్యత అలాంటి భాగ్యము ఆ నిత్య జీవంలో ప్రవేశించగలిగేటువంటి కృప నువ్వు పొందుకోవాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె